అండ్ ఇవాళ ఇక ప్రీమియర్ షోకి అయితే టీంతో పాటు చాలామంది ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ ఆడియన్స్ కూడా రావడం జరిగిందనమాట సో ఆల్రెడీ టీంతో పాటు ఇక్కడ ఈ త్రీ ఎపిసోడ్స్ చూసిన గెస్ట్లు కూడా ఉన్నారు కాబట్టి ఇవాళ యాక్చువల్లీ ఆ గెస్ట్ల నుంచి కూడా మనకి రివ్యూ వచ్చేస్తుంది ఆన్ స్టేజ్ సో అందరూ ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నారు సో ఆబ్వియస్గా పులి ఎవరు మేక ఎవరు అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ థ్రిల్లర్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి బట్ నేను ఒక్క విషయం మాత్రం ఎయిట్ ఎపిసోడ్స్ బింజ్ వాచ్ చేసిన ఆడియన్స్గా నేను ఒక్క విషయం మాత్రం చెప్తున్నా ఒక్క ఎపిసోడ్ చూడటం స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా బింజ్ వాచ్ చేయకుండా వదలలేరు అనమాట సో అంత అద్భుతంగా ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క ఎపిసోడ్ అలా క్యూరియస్గా కూర్చోబెట్టేస్తుంది మనల్ని సో ఎస్ జీ ఫైవ్ నుంచి మనకి స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి enjoy on Zee five app మరి ఆలస్యం చేయకుండా ప్రెస్ మీట్ మొదలు పెట్టేద్దాము ముందుగా ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ని మనకి అందించినటువంటి fantastic and blockbuster writer producer and of course actor కూడా కోనా వెంకట్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము hearty welcome to you Kona Venkat garu wow Lavanya you looking gorgeous ఇప్పటిదాకా మేము ఇప్పటిదాకా మేము కిరణ్ ప్రభాని చూసి చూసి ఉన్నాము సడన్గా మాకు ఇంకొక అమ్మాయిని చూసిన ఫీలింగ్ కలుగుతోంది లావణ్యగా హార్డీ వెల్కమ్ అండ్ కిరణ్ ప్రభాలోనే ప్రభాకర్ కూడా ఉండేలాగా చేసేసారండి అసలు మామూలుగా లేదు పేర్లు కూడా సో ప్రభాకర్ శర్మగా మనందరినీ చాలా wonderful and innocent and beautiful రోల్లో మనల్ని అలరించారు ఆది గారు చాలా డిఫరెంట్గా అని చెప్పాలి సో ఐ థింక్ మీ ఇద్దరిని ఒక్కసారి స్టేజ్ పైకి పిలిచేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఆది సాయి కుమార్ గారు అలాంగ్ with R Kiran Prabha to please join the stage అసలు పులి మేకా వెబ్ సిరీస్లో మెయిన్ స్ట్రీమ్ మూవీస్లో బిజీ బిజీగా ఉన్నటువంటి ఈ యాక్టర్స్ మనకి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్తో డిఫరెంట్గా అలరించడం అనేది జరిగింది అది చాలా మంచి విషయం అని చెప్పాలి యునో uh, ఇంట్లో కూర్చుని చూసే ఆడియన్స్ అందరికీ కూడా అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ని కోనా వెంకట్ గారు రాయగా అంతే అద్భుతంగా ప్రతి ఎపిసోడ్ని అంతే అద్భుతంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఎగ్జిక్యూట్ చేసినటువంటి మన డైరెక్టర్ చక్రవర్తి రెడ్డి గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము సినిమాలు అద్భుతంగా చేయడం అలవాటైన టెక్నీషియన్స్కి నిజంగా వెబ్ సిరీస్ ఫార్మాట్ అనేది చాలా చాలా డిఫరెంట్ ఫార్మాట్ అలాంటి ఫార్మాట్ని కోనా వెంకట్ గారు అండ్ చక్రవర్తి రెడ్డి గారు చాలా స్మూత్గా అడాప్ట్ చేసుకున్నారు అడాప్ట్ అయిపోయారు అని చెప్పాలి అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఈ పులి మేక వెబ్ సిరీస్లో పల్లవి అనే క్యారెక్టర్ అమ్మాయిని చూస్తే నాకు బొమ్మరిల్లలో డైలాగ్ గుర్తొస్తుంది మొత్తం మీరే చేశారు Pallavi can we have you on stage చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో మనకి సిరి కనిపించబోతోంది సో వెబ్ సిరీస్ చూసిన వాళ్ళందరికీ కూడా పల్లవిగా గుర్తుండిపోతుంది కాబట్టి నేను అలా పిలిచేశాను వెల్కమ్ సిరి అండ్ ఎస్ ఇవాళ ఇక్కడికి టీమ్ మెంబర్స్తో పాటు చాలామంది గెస్ట్ ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము ముందుగా Shiva Nirvana garu can we have you on stage beautiful మూవీస్ని మనకు అందించే డైరెక్టర్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శివ నిర్వహణ గారిని ముందుకు వేదికపైకి ఆహ్వానిస్తూ ఆనందరంగా గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆనందరంగా గారు అలాగే కళ్యాణ్ కృష్ణ గారిని ఈ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చంద్ర సిద్ధార్థ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం అండ్ ఇవాళ మనతో పాటు we have our very own Sushmita Konidela garu here let me welcome Sushmita Konidela garu on stage a very wonderful lady and dynamic producer welcome hearty welcome Sushmita garu also requesting Priyanka Singh to please join the stage Chamak Chandra garu ఇక్కడే ఉన్నారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము హేమంత్ గారిని సాధారణంగా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం and BVS Ravi garu can we have you on stage రైటర్గా డైరెక్టర్గా మాత్రమే కాదు ఈ మధ్య యాక్టర్గా కూడా అదరగొట్టేస్తున్నారు BVS Ravi garu welcome on stage Hemanth Madhukar sorry Hemanth Madhukar గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం Raja garu can we have you on stage Mayank garu to please join the stage Sridhar Reddy గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము నాకు యాక్చువల్లీ లైట్స్ వల్ల కనిపించట్లేదు చాలామంది అక్కడ సాయి శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాలి భరణి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మాణిక్ రెడ్డి గారు మాణిక్ రెడ్డి గారు అద్భుతంగా చేశారండి భజన కాదు సార్ ఇది Srihan garu can we have you on stage Vasu Inturi గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము వాసు గారు మీకోసం ఇక్కడ కూడా గుడ్లు తీసుకురావడం జరిగింది Noel garu to please join the stage DOP Ram K Mahesh గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము Ram K Mahesh garu to please join the stage yeah Sai Tej Desh Raj garu vice president of original content Zee five Sai Tej Desh Raj గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము ఇప్పుడు ఒక photo of director Venu Udugula గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆనంద్ రంగా గారు వేదిక పైన కనిపించట్లేదు మరొకసారి ఇన్వైట్ చేస్తున్నాను ఆనంద్ రంగా గారు ఇక్కడ ఉన్నట్లయితే వేదిక పైకి రావాలి please okay thank you so much yes Kona Venkat garu అసలు నా చేతిలో మైక్ లాగేసుకునేలా ఉన్నారు అంటే thank you thank you everyone ఇది ఓన్లీ బ్యూటిఫుల్ కట్ యాక్చువల్ చేసిన చక్రి అండ్ uh, మా ప్రసాద్ uh, ఒక forty five minutes from three episodes so it's all it's extended trailer అనుకోండి and we been getting very good response and first అసలు ఇక్కడ వచ్చిన గెస్ట్లు అందరికీ అంటే నాకు బాగా దగ్గరైన వాళ్ళు ఆత్మీయులు ఇంకా వాళ్ళనే వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఎస్పెషల్లీ నాకు సుష్మిత రావడం నాకు మా అన్నయ్య వచ్చినట్టుంది and I promised her that I send her before eight so you still have five more minutes కాబట్టి ఫస్ట్ సుష్మితనే you know to give our views అందరికి గుడ్ ఈవినింగ్ అండి కొన గారు thank you for inviting me for this evening it's always nice to see such compelling stories coming onto the digital platform. So um, really here's wishing Z5 uh, another big success and uh, really happy to see this. And first of all, it's so uh, అంటే the Konagari choice అని విన్నాను to pick someone as cute and sweet as Lavanya for a powerful action-packed char- uh, packed character. So it's it's a you know brilliant surprise, and uh, she's done so well. And um, uh, ఇంకా కోన గారి గురించి చెప్పాలంటే such a brilliant storyteller, and with his experience and his uh, you know uh, great writing and created such a wonderful web series. and I'm so happy Ilanti um, experience and uh, you know uh, great talent is coming on to digital platforms, so it's very encouraging. Um, so uh, and um, Chek director Chekrigar also shown fantastic visuals, and the taking is so good. The production value looks so high. Uh, looking forward to watching uh, Puli Meka, and uh, here's wishing uh, Z5 the entire team, Adi, Lavanya, Chekri garu, Kona garu, andarki the best for this web series అండి thank you thank you so much Sushmita garu and requesting BVS sir మీరు ఓకే ah, ఆయన మైక్ తీసుకోవడానికి వస్తున్నారేమో అని సార్ మీరు రైటింగ్ రాశారు ప్రొడ్యూసింగ్ చేశారు యాక్టింగ్ చేశారు యాంకరింగ్ కూడా చేసేస్తే నా డబ్బులు కట్ చేసేస్తారు సార్ బీవీఎస్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికి నమస్కారం first of all Zee five వాళ్ళకి కంగ్రాచులేట్ చేయాలి బికాజ్ వెబ్ సిరీస్ కాంటెంట్ని యాక్సెప్ట్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్లో పెట్టి దాన్ని ప్రొడక్షన్ స్థాయికి తీసుకొచ్చి పోస్ట్ ప్రొడక్షన్ చేసి స్ట్రీమ్ ఆన్లైన్ స్ట్రీమింగ్ తీసుకురావాలనే ప్రాసెస్ని జీ ఫైవ్ వాళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు గ్రీన్ లైట్ చేసిన ప్రాజెక్టులు వాళ్ళు గ్రీన్ లైట్ చేసినంత క్వాలిటీ కాంటెంట్ వాళ్ళు గ్రీన్ లైట్ చేసిన పేసీగా వేరే వాళ్ళు ఇప్పుడు చేస్తే బాగుంటుంది అనిపించేంత I really admire the way Zee five is doing this stuff congratulations Zee five and then Lavanya congratulations for this అందాలు రాక్షస్ లాంటి అమ్మాయిని రాక్షసులా చూపించాడు చక్రి అండ్ యాక్చువల్గా కోనా గారి రచనలో చాలా గొప్ప సినిమాలు వచ్చినాయి చాలా హిట్ ఫిలిమ్స్ వచ్చినాయి చాలా మెమరబుల్ ఫిలిమ్స్ వచ్చినాయి వాటిలో పోలీస్ కథలు వచ్చినాయి సక్సెస్ఫుల్ పోలీస్ ఫిల్మ్స్ వచ్చినాయి దూకుడు కంటే సక్సెస్ఫుల్ పోలీస్ ఫిల్ము ఇంకేముంటుంది అలాంటి రైటర్ కోన వెంకట్ గారు అలాంటి వ్యక్తి ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరు ఒక సీరియల్ కిల్లర్ మీద చేసిన థ్రిల్లర్ ఎలా ఉంటుందని అందరితో పాటు నేను కూడా చాలా ఉత్సాహంగా ఆతృతగా చూశాను ఇట్ వాజ్ వెరీ అరెస్టింగ్ ఇంత అరెస్టింగ్ కట్ చేశారు అంటే ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డెఫినెట్గా all over the when we see all through the series I'm sure that it's going to be a very much arresting uh, series. I, am sure about it. I'm going home to watch it on uh, Z5 immediately after this meeting. And uh, most importantly, technicians విషయానికి వస్తే చోటాకి చోటాకి ప్రసాద్ గారు ప్రవీణ్ లక్కరాజు మహేష్ కెమెరామెన్ వీళ్ళందరికంటే నాకు ఇంపార్టెంట్గా I'm very much eager to see the success of mister Chakri director Chakri and all the best Chakri and congratulations for this wonderful cut because ఆ uh, Chikri has been travelling along with every one of of us Bommarillu Bommarillu Parugu ఆ తర్వాత కోనాగారితో కలవటం మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత డాన్ సీన్ కానీ బలుపు కానీ చాలా పెద్ద సినిమాలు పనిచేశారు రైటర్గా వాల్టేర్ వేరే స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేశారు అలాంటి రైటర్ అండ్ డైరెక్టర్ ఈ సిరీస్ని అది కూడా పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ని ప్రజెంట్ చేయటం and it's one of the most famous platforms Zee ఫైవ్లో రావటం I think it's a great sign and I wish all the team a great success Kona garu I expect much more greater series మీతోనే sir much more greater series in coming days all the best to entire team god bless thank you so much Ravi garu ఒక నిమిషం అండి అదే సార్ ప్రాబ్లం ఏంటంటే ఆడపిల్లలు కనిపించగానే మగపిల్లలు మర్చిపోయి లావణ్య లావణ్య లావణ్య అంటుంటాం అది అందరితో పాటు నేను కూడా చేశాను పొరపాటు <laughs> వెనక్కి తిరిగి చూడంగానే అందమైన హీరోలు అప్పుడు కనిపించారు నాకు శ్రీ హనుమంత్ ఎంఐ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఆహాలో have done one wonderful series I seen there all the best for that and Priyanka also and వాళ్ళతో పాటు ఆది సాయి కుమార్ ఆది సాయి కుమార్ చాలా మంచి సినిమాలు చేశాడు అతను లవ్లీ కానీ అవన్నీ కానీ ఫెంటాస్టిక్ మూవీస్ చేశాడు అలాగే మా రాజా శాస్త్రి గారు అబ్బాయి and Srinivas uh, garu all these wonderful team నేను ఇంతకు ముందు మీ ప్రెస్ మీట్లో కూడా వీళ్ళందరినీ చూశాను వీళ్ళందరూ ఆర్టిస్టులా లేరు కోన వెంకట గారు బలం బలగంలో ఉన్నారు మీరందరూ ఇంతమందికి ఇంతమందితో క్వాలిటీ క్యారెక్టర్స్ చేయించడం ప్రతి క్యారెక్టర్ ఇప్పటిదాకా కట్ చేసి చూస్తే every character has a presence felt every character has its present felt so చిన్న క్యారెక్టర్ చేసాం అనిపించుకోవడానికి లేదు ఏది వేస్ట్ క్యారెక్టర్ లేదు మనం చూస్తుంటే ఇన్వెస్టిగేటివ్ టీమ్ కానీ ప్రతి వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఉండటం అలాగే Suman garu and I'm sure every one will have a great break from this series as well ఈ తర్వాత ఇలాంటి సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా మంచివి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను thank you sir thank you very much amazing Ravi garu thank you శివ గారు ఆయన వెళ్ళిపోవాలా ఎందుకంటే మాకు ఎక్స్క్లూజివ్ స్పీచెస్ లాస్ట్ వరకు కావాలి అందుకని ఉంచుదాం అనుకుంటున్నాం <laughs> మాణిక్ రెడ్డి గారు ప్లీజ్ <laughs> హాయ్ ఎవ్రీబడి uh, పులి మేక ఈరోజు మధ్యాహ్నం ఒక కప్పులు వాళ్ళు నాకు ఫోన్ చేశారండి ఫోన్ చేసి జస్ట్ లంచ్ చేస్తూ ఒక ఎపిసోడ్ చూద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశారు అక్కడికించి వాళ్ళ ఎపిసోడ్ నుంచి లోపలికి వెళ్ళిపోయి అందులో ఒక ఎయిట్ ఎపిసోడ్ కంప్లీట్ చూసేసిన తర్వాత మాకు తక్కువ నాకు ఫోన్ చేశారు వాళ్ళు సార్ నిజంగా మేము ఒక ఎపిసోడ్ చూద్దాం అనుకున్నాము ఎయిట్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాము ఈచ్ ఒక్కొక్క ఎపిసోడ్ కూడా ఒక్కొక్క ఎపిసోడ్కి ఉత్కంఠభరితంగా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్న దాంట్లో మేము దాంట్లో వెళ్ళిపోయాము అది పులి మేక అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఎన్నో ఎన్నో ఫోన్స్ వస్తున్నాయి నాకు అండ్ నాకు ఇలా ఇచ్చినటువంటి ఒక క్యారెక్టర్ ఇచ్చారు నరసింహారెడ్డి అని దానికి ఒక ఓడ్ దానికి నాకు ఒక ఓడ్ క్రియేట్ చేశారు ప్రతి సినిమాలో ఒక ఓడ్ నాది వస్తుంది కాబట్టి ఆకులాగా పెద్ద అట్లాంటిది అండ్ మర్యాద అండ్ ఈ సినిమాలో ఒకటి నాకు ఇచ్చారు కోన గారు భజన కాదు మేడం భజన కాదు మేడం అని ఇప్పుడు డీసీపీ గారితో పాటు చేశాను అండ్ శివ నిర్మాణ గారు కూడా నాకు రీసెంట్లీ పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో కూడా ఒక కంటెంట్ అనుకుని చెప్పి పిలిచిన తర్వాత అక్కడ కూడా మొత్తం వచ్చిన తర్వాత అది వద్దండి మొత్తం కంటెంట్ వద్దు ఒక ఓడ్ పెడదామని చెప్పేసి అందులో ఒక ఓడ్ ఒక మినిస్టర్కి సంబంధించినటువంటి ఓడ్ ఒక అసెంబ్లీలో ఏదో మాట్లాడినటువంటి ఓడు అది తీసుకొచ్చి నాకు కనెక్ట్ చేసి పెట్టించి అందరూ ఇచ్చారు and very very thank you and all the team and డెఫినెట్గా మేక going to amazing in Zee five అందరూ పేజీలు పేజీలు డైలాగులు చెప్పి కష్టపడుతున్నారు మీరేమో ఒక్కొక్క పదంతోనే మార్కులు కొట్టేస్తున్నారు thank you so much sir and నా రిక్వెస్టింగ్ ప్రియాంక సింగ్ మాకు రివ్యూ కావాలి so hi good evening every one and ఇక్కడ నాకు చాలా అంటే నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను నేను సగమే చూశాను ఇంకా పూర్తిగా చూస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది అండ్ కోనే సార్ మా అందరికీ చాలా సస్పెన్స్లో పెట్టేశారు and Lavanya it it very well and Aadi garu and సిరి అండ్ సిరి కూడా ఉంది సిరి వరకు నేను ఇంకా చూడలేదు but I know about her తను చాలా బాగా చేస్తుంది అని అండ్ ఇక్కడ రాజా గారు ఉన్నారు అండ్ నోయల్ అన్న అండ్ చాలామంది ఉన్నారు అండ్ ఒక్కొక్కరి క్యారెక్టర్ చాలా చాలా చాలా బాగుంది అండ్ చూసిన సగం వరకు అయినా సరే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది అందరికీ అనిపిస్తుంది అండ్ నాకు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నేను కూడా స్టార్ట్ చేయాలి వాట్ నెక్స్ట్ అనేది సో యా థ్యాంక్ యూ అందుకే త్వర త్వరగా మాట్లాడించి పంపించేస్తున్నాం మిగతా ఎపిసోడ్లు చూడండి అని thank you so much Priyanka and మళ్ళీ సిరి గురించే మాట్లాడడానికి శ్రీహాన్ వస్తున్నారు ప్లీజ్ <laughs> ఓన్లీ సిరి గురించే కాదండి first of all good evening everyone and thank you Kona Venkat sir ఈరోజు అన్నిటికంటే హ్యాపీ మూమెంట్ అంటే ఇంత పెద్ద వాళ్ళ మధ్యలో నన్ను నిల్చోబెట్టారు పిక్చర్ ఇన్వైట్ చేశారు thank you so much actually ప్రివ్యూలో ప్రీమియర్లో ఏదైతే ఎక్కడి వరకు అయితే ఎపిసోడ్ అయిందో దానికంటే ఎక్కువే చూశాను మార్నింగ్ వేరే వర్క్ ఉండి నేను నైట్ ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి చూసి పడుకుందాం అనుకున్నా బట్ ఎపిసోడ్ ఎంగేజింగ్గా ఉండేసరికి ఫిఫ్త్ ఎపిసోడ్ దాటేసాను సార్ రాత్రి అందరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి congrats Chakri sir and Lavanya Tripathi garu అప్పట్లో విజయశాంతి గారి దగ్గర చూసే అలాంటి ఫైట్లు అలాంటి స్టంట్లన్నీ అండ్ ఆది సాయి కుమార్ సార్ మీరు కూడా అంటే ఒక decent innocent character type and Siri బాగా చేసావు బాగా కనిపించావు కూడా and Raja garu and super okay sorry Raja garu and వాసేంటూరి గారు ఆల్రెడీ కలిసి వర్క్ చేసాం ఇంతకుముందు సో హ్యాపీ అంటే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు టీంలో congratulations each and each and every one and team అందరికీ and congrats Zee five team కూడా ఇలాంటి మంచి స్టోరీస్ పిక్ చేసినందుకు అండ్ ఫ్యూచర్లో uh, కూడా ఇలాంటి మంచి స్టోరీస్ పట్టుకొని ఎవరైనా యంగ్స్టర్స్ మీ దగ్గరకు వస్తే ఇలాగే యాక్సెప్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి చేయాలని కోరుకుంటున్నా thank you thank you very much for giving this opportunity బాగుంది అప్లికేషన్ పెట్టేశారు స్టేజ్ పైన thank you last time actually మనం నోయల్ గారి మాటలు మిస్ అయ్యాము నోయల్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్లో మిమ్మల్ని చూడడం జరిగింది సో ఒక్కసారి మీ మాటలు please first of all media మిత్రులందరికీ నమస్కారం అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం thank you so much for coming actually Kona Venkat గారి గురించి ఇప్పటి నుంచో వింటున్నాం ఆయన చేసిన సినిమాలన్నీ ఆఫీస్ నుంచి కాల్ రాగానే కోనా సార్ మీతో మాట్లాడాలన్నారని వెళ్ళినప్పుడు నీకు ఒక క్యారెక్టర్ చెప్తానని చెప్పారు దట్ అదే నాకు డ్రీమ్ కమ్ ట్రూ అంటే అంత పెద్ద వ్యక్తి నాకు ఒక క్యారెక్టర్ చెప్పడం అనేది so sir thank you so much sir very kind of you to opt me for this role and చక్రిబయ్య I know it happen only because of you మీరు ఎంత కష్టపడ్డారో చూసామే అండ్ ఈరోజు ఈ సక్సెస్ మీరు మీరు ఇంత కష్టపడి ఇంత సక్సెస్ మాకు కూడా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం అండ్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ నిన్న యాక్చువల్లీ ఈరోజు ట్వంటీ ఫోర్త్ అని అనౌన్స్ ట్వంటీ థర్డ్కి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సర్ప్రైజ్గా గారు లాంచ్ చేయడం ఇమీడియట్గా నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు చూసి చాలామంది కాల్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ చూద్దాం అనుకున్నాము ఎలా ఉంటుంది క్వాలిటీ అదంతా అని బట్ చూసిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర స్టార్ట్ చేస్తే అందరూ కంప్లీట్ చేసి నాకు ఫోన్స్ చేశారు I felt very very happy sir I been waiting for good success since a long time sir and thank you for making me a part of the success today చాలా చాలా హ్యాపీగా ఉంది thank you Kona sir and Chakri sir and ఆదిభయ్య been waiting to work with you since a long time చాలా ఆదిపోయే సినిమాలకి చాలా వరకు క్యారెక్టర్స్ చెప్పారు ఎందుకో జరగలేదు but I'm happy today I'm working with you in this and Lavanya garu Andala Rakshasi సినిమా నుంచి ఇది అందరూ చెప్పిందే చాలా చాలా ఫ్యాన్స్ ఉన్నారు మీకు అందులో నేను ఒకరిని అండ్ ఈరోజు మిమ్మల్ని ఈ రోల్లో చూడడం and sharing screen with you నా ఫస్ట్ సాంగ్ లవ్ ఫీవర్ అని ఒక ర్యాప్ సాంగ్ చేశాను దానికి Lavanya garu she supported me she gave me video boy thank you so much and ఈ రోజు వరకు you been the same person and Siri very happy to see your success. It's so amazing to see you grow. And everybody, Manik Bhaiya, and ఇక్కడ ఉన్న అందరికీ కంగ్రాచులేషన్స్ భయ్య థ్యాంక్ యూ సో మచ్ భయ్య అద్దరు కొట్టారు మీరు నాకు మానిక్ భయ్య సీన్ అయితే ఎంత నచ్చిందో actually I just loved that and thank you so much I'm very nervous actually but very very happy again Kona sir and Chakri sir thank you so much and వచ్చిన పెద్దలందరికీ మీడియా వాళ్ళందరికీ thank you thank you so much thank you so much Noel garu and actually మేము విన్నాము ఈ సిరీస్ షూటింగ్ టైంలో మీ లైఫ్లో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది బట్ స్టిల్ మీరు ఇమ్మీడియట్గా షూట్లో జాయిన్ అవ్వడం జరిగింది అని ఐ థింక్ అంటే మా నాన్న నాకు అదే నేర్పించారండి so that's the best I could do amazing and you deserve this success thank you thank you thank you so much Noel garu and yes Chammak Chandra garu ఇప్పుడు మా ఫ్రెండ్ హేమంత్ నిశ్శబ్దం సినిమా మేము కలిసి చేసాం అనుష్క అండ్ మాధవన్ నేను పిలవగానే వచ్చినందుకు చాలా thanks Madhu good evening everyone Kona garu ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ టైం ఆయన అంటే సినిమా అనేటప్పటికీ ఆయనతో వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఆయన ఎంత డెడికేటెడ్గా అర్ధరాత్రి రెండు గంటలకు కూడా ఫోన్ చేసి మళ్ళీ సీన్ కొత్త సీన్ చెప్తుంటారు ఆయన సో అందులో థ్రిల్లర్స్ ఫస్ట్ టైం ఆయన థ్రిల్లర్ చేసింది నిశ్శబ్దమే సో మళ్ళీ ఇప్పుడు థ్రిల్లర్తో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారంటే చాలా కొత్తగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి నేను ట్రైలర్ చూసిన వెంటనే ఆయన ఫోన్ చేశాను చాలా అద్భుతంగా ఉంది సార్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని ఆయన ఫోన్ చేసి చెప్పాను వెంటనే సో ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత డెఫినెట్గా వెళ్ళి ఇంటికి వెళ్ళి బింజ్ వాచ్ చేసి మొత్తం చూడాలనిపించింది అలాగే లావణ్య గారు అది so every one acted very well and uh, ముఖ్యంగా Chakri is a very good friend of mind so I know him since many days so తను విజువల్గా దీన్ని థ్రిల్లర్స్ని తీయడం uh, అంత ఈజీ కాదు సో ఎంగేజింగ్గా uh, రాసిన పేపర్ని తెర మీదకి తీసుకురావడం అన్నది చాలా కష్టమైన విషయం అది చాలా బాగా చేశాడని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూడాలనిపిస్తుందంటే అది అది డెఫినెట్గా I congratulate you for that and all the best to the team and the five thank you so much thank you thank you so much Hemanth garu and yeah చెమ్మ చంద్ర గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ముందుగా మీడియా సోదరులందరికీ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం పులిమేక నిన్న ఈవినింగ్ నుంచి జీలో స్ట్రీమింగ్ అవుతుంది మంచి వ్యూవర్షిప్తో లోడింగ్ అవుతుంది it is very good thing wish all the best all of the team ఇలాగే మంచి మంచి వెబ్ సిరీస్ జీవాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కొన్ని కథలు రాయాలన్నా కొన్ని స్క్రీన్ ప్లేలు రాయాలన్నా కొన వెంకట్ గారే దాన్ని డీల్ చేసే విధానం ఆయనకు బాగా తెలుసు ఆయన ఫస్ట్ టైం వెబ్ సిరీస్ రాశారు it is going to hit already అయింది కూడా అండ్ uh, ఫర్దర్ కూడా జీవాలు మంచి మంచి వెబ్ సిరీస్ చేయాలి అండ్ uh, కోన వెంకట్ గారు ఫర్దర్గా కూడా మంచి మంచి వెబ్ సిరీస్ అండ్ మంచి మంచి సినిమాలు చేయాలని మీ దగ్గర నుంచి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ uh, లావణ త్రిపాఠి గారు విష్ ఆల్ ద బెస్ట్ అది గారు అండ్ ఈ వెబ్ సిరీస్ ల్యాక్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి టెక్నీషియన్కి wish all the best and director Chakri garu wish all the best thank you so much thank you so much చెమ్మచంద్ర అయినా మాట్లాడింది అస్సలు మాకు <laughs> ఎవరో కొత్త పర్సన్ని చూసినట్టుంది అదే <laughs> యా requesting Chandra Siddhartha garu to please speak good evening అండి నాకు ఈ పులి మేక టైటిల్ చూడగానే మనకి తెలుగు ఫోక్ స్టోరీస్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఒక ఐడియా ఉంటుంది దీన్ని ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్కి అడాప్ట్ చేయొచ్చు దానికి ఆ టైటిల్ని ఇలా వాడుకోవచ్చు అనే దాంట్లోనే ఎంతో డెప్త్ ఎంతో క్రియేటివిటీ ఉందని అనిపించింది this is possible only for Kona garu మనకి ఓటీటీలో చాలా ఫ్రెష్ టాలెంట్స్ చూస్తున్నాం ఈ ఫ్రెష్ టాలెంట్స్కి ఒక experienced successful film makers guidance ఉంటే ఎలా ఉంటుందో ఇది పులి మేక అలా ఉందనిపించింది నాకు అంటే తప్పకుండా సక్సెస్ అవుతా అనిపించింది అలాగే యాక్టర్స్ లావణ్య త్రిపాఠి గారు ఆది గారు అందరూ layout and their job I will Zee five very successful series thank you thank you so much sir నేను లాస్ట్ రిలీజ్ ముందు నేను ఈ సిరీస్ రాయడం కారణం పాండమిక్ టైంలో నేను నిద్ర లేకుండా బింజ్ వాచ్ చేసి నేను ఎన్నో సిరీస్ అది నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాను కనీసం మా రిలీజ్ తర్వాత ఒక్కళ్ళకన్నా నిద్ర లేకుండా చేయగలిగితే సక్సెస్ తింది అనుకున్నా నిన్న రాత్రి చాలామందికి నిద్ర లేదని తెలిసింది నాకు అన్ని మెసేజ్లు ఉన్నాయి నా ఫోన్లో మేము ఇది చూసి పడుకుందాం ఇది చూసి పడుకుందాం అని రాత్రి టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ కూడా ఫినిష్ చేసిన వాళ్ళు మొత్తం సిరీస్ బింజ్ వాచ్ యుఎస్ నుంచి నాకు చాలామంది కాల్ చేశారు so that's a big success అలాగే నా కోసం ఈరోజు తను కాకినాడలో ఉంటే నేను నువ్వు నా కోసం రావు బాబు అంటే వచ్చిన నా తమ్ముడు కళ్యాణ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఎలాగే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి సినిమా రిలీజ్ అయినా వెబ్ సిరీస్ రిలీజ్ అయినా అది ఎవరిదైనా సరే సక్సెస్ అయ్యింది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే సినిమా మీద వెబ్ సిరీస్ మీద ఆడియన్స్ని చూసేలా చేస్తుంది ఇంకా ఇంకా చూసేలా చేస్తుందని ఒక హోప్ అలా పడిన కష్టం సినిమా చేసినప్పుడు ఎవరెంత కష్టపడతారో మాకు తెలుసు కాబట్టి ఎఫర్ట్ బాగకూడదు ఎఫర్ట్ వేస్ట్ అవ్వకూడదు కాన్ఫిడెన్స్ బాగకూడదని రిలీజ్ అయ్యే ప్రతి సినిమా ప్రతి వెబ్ సిరీస్ మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని కోరుకుంటాను నేను అంటే ఎంత ఎఫర్ట్ పెట్టామో ఆ రేంజ్ సక్సెస్ రావాలని కోరుకుంటా ఈ సక్సెస్కి కంగ్రాచులేషన్స్ జీ ఫైవ్ టీమ్ టీంలో నాకు ఎక్కువ మంది తెలియదు నా ఫ్రెండ్ చునియా మాత్రం తెలుసు కంగ్రాట్స్ చునియా అలాగే కేఎఫ్సి వెంకట అన్నయ్య కంగ్రాట్స్ అన్నయ్య ఈ ఈ వెబ్ సిరీస్ వరకు చూస్తే ఆయన రైటర్ ప్రొడ్యూసర్ అలాగే చక్రి గారు రైటర్ డైరెక్టర్ అందుకే కంటెంట్ అంత స్ట్రాంగ్గా ఉంది అనిపిస్తుంది అలాగే మా లావణ్య కంగ్రాట్స్ కొత్త అవతారం సో ఆల్ ది బెస్ట్ అది గారు ఆల్ ది బెస్ట్ అండి పూర్తిగా చూసిన మిగతా గురించి మాట్లాడతా రాజా గారు ఆల్ ది బెస్ట్ బర్నీ గారు congrats Srinivas garu congrats Noel garu congrats అనే నెక్స్ట్ ఆయన హీరోని చేయండి సో ఖచ్చితంగా నేను బిగ్ బాస్ చూసినప్పుడు చూసినప్పుడు కూడా అనుకున్నా మీరు హీరో అయితే బాగుంటుందని all the best once again congratulation thank you very much okay thank you నేనే నేను కొంతమందిని చూస్తే మరి చాలా గర్వంగా ఫీల్ అవుతుంటా కొన్ని కొన్ని మొహాలు అంటే అలాంటి ఒక బాబీ ఒక హరీష్ శంకర్ అలాగే ఒక శివ నిర్మాణ తను చూసినప్పుడల్లా నాకు ఎందుకంటే ఒక అద్భుతమైన టాలెంటెడ్ పీపుల్ వాళ్ళు వాళ్ళ ప్రపంచానికి వాళ్ళు తెలిస్తే పరిచయం అయితే బాగుంటాను అనుకుంటాను నేను always in the hunt for good talent actors అవ్వచ్చు డైరెక్టర్స్ అవ్వచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు లైక్ ప్రవీణ్ లక్కరాజు నేనే పరిచయం చేసి ఎంతోమంది అలా సో దాంట్లో నాకు ప్రౌడెస్ట్ ఫీల్ నాకు ఇచ్చేది Shiva Nirmana please thank you Shiva good evening all of you అండి సో నేను చాలా సందర్భాల్లో చెప్పానండి నా ఫిల్మ్ డైరెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ అవడంలో most important person in the film industry is Kona Venkat garu is my godfather always so ఆయన ఎటువంటి కంటెంట్ టచ్ చేసినా ఆయన వెబ్ సిరీస్ చేసినా సినిమా చేసినా కూడా మా కోనాగారి సినిమా ఇది ఆడాలి లేదా కోనగారు చేసిన కంటెంట్ ఇది వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో నన్నే కాదు ఇప్పుడు కోనగారు చెప్పినట్టే చాలామంది యంగ్స్టర్స్ అవ్వచ్చు ఇంకా చాలామంది డైరెక్టర్స్కి ఒక మంచి కంటెంట్ కానీ ప్లాట్ఫామ్ కానీ ఆయనకి ఆయనకున్న ఒక ఎక్స్పీరియన్స్ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో ఒక ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి ఎంతోమంది డైరెక్టర్లకు హెల్ప్ అయ్యారు సో ఇప్పుడు ప్రజెంట్ కూడా నాకు ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరినీ చూస్తే చాలామందిని నా నోయల్ గారిని కానీ శ్రీహన్ కానీ ఇంకా చాలామంది ఆర్టిస్టులను చూస్తూ ఉంటే సో ఇంతమంది ఆర్టిస్టులు ఒక ఇప్పుడు ఆది సాయి కుమార్ గారు లాంటి వాళ్ళు లావణ్య త్రిపాఠి గారు వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకునేలాగా అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం నార్మల్ పర్సన్స్ చేయలేరండి ఇండస్ట్రీలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కోనా వెంకట గారు అవ్వడం వల్లే ఇది జరిగింది సో ఆ ఒక సక్సెస్ అయితే ఆ సక్సెస్ ఇంకొకరికి పాస్ చేయడం అనే ఒక దాన్ని కరెక్ట్గా చేయగలిగే వ్యక్తి కోన వెంకట గారు ఇంకోటి కోనగారులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నానండి ఏ రోజు ఆయన ఇంకా మేము యంగ్స్టర్స్ అయినా కూడా ఎప్పుడైనా లో అవ్వడం సిచ్యువేషన్ బాగున్నప్పుడు ఏదైనా ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వకపోయినా అనుకున్నది జరగకపోయినా లో అవ్వడం మళ్ళీ ఇమీడియట్గా గెట్ బ్యాక్ అవ్వడం టైం పడడం అని జరుగుతాయి కానీ ఎప్పుడు నేను కోన గారిని డిసప్పాయింటెడ్గా కానీ లో ఫీలింగ్లో కానీ ఎప్పుడు చూడలేదు అసలు ఆ సక్సెస్ ఏంటో మరి అదేంటో ఎప్పటికీ అది చాలా ఇన్స్పిరేషన్ నాకు సో అలాంటి మా కోన గారు ఇంకొక మంచి ఉద్దేశంతో ఇది పులి మేక అనేది నాకు ఇంతకుముందు ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ లాంటి ఒక ఎక్సైటింగ్ వెబ్ సిరీస్లో చేయబోతున్నాం శివ అన్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను అంటే దీని నుంచి కనీసం ఒక ముప్పై నలభై మందికి డెఫినెట్గా ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పేసి ఆ రోజు అనుకున్నాను ఈరోజు ప్రత్యక్షంగా అది నేను చూస్తున్నాను so coming to first thing and lead roles and Lavanya Tripathi garu and Sai కుమార్ గారు సో అసలు ఇప్పుడు నేను చూసిన ఫార్టీ మినిట్స్లో ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ చాలా గ్రిప్పింగ్గా ఉంది బట్ ప్రోగ్రెస్లో uh, ఇంకా సెకండ్ ఎపిసోడ్ నుంచి వెళ్ళే కొద్దీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది ఓవరాల్గా పులి మేక ఎవరు పులెవరు మేక ఎవరు అనేది తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది and first thing Lavanya Tripathi garu ఏంటండి ఆ ఫైట్లు చాలా బాగుంది ట్రైలర్లో చూసినప్పుడే సర్ప్రైజ్ అయ్యాను అది అమ్మవారి గెటప్లో అది సో ఇప్పుడు నాకు తెలుసు బట్ అది ఇప్పుడు రివీల్ చేయను డెఫినెట్గా అందరూ చూడాలి ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి then really congratulate Aadi Sai Kumar బ్రో నాకు నచ్చింది ఏంటంటే అసలు ఓటీటీ అనేది ఇప్పుడు ఇంత వేస్ట్ అయిపోతున్న టైంలో ఒక ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని ఒక మంచి కంటెంట్లో కనిపించాలి ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వాలనే నీ థాట్ ప్రాసెస్ బాగా నచ్చింది అండ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అటు సినిమాలు ఇటు ఎక్సైటింగ్ ఓటీటీలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా coming to my friend Chakri Chakri యాక్చువల్గా కమర్షియల్ సినిమాలు ఇంతకుముందు చేసినవి చూశాను మంచిగా ఆల్రెడీ తీసాడు ఫిల్మ్ మంచి కమర్షియల్ మేకింగ్ మంచి గ్రిప్ ఉంది అనుకునేవాడిని బట్ ఈ థ్రిల్లర్ ఎలా చేస్తాడు అనుకున్నాను కానీ చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను అంటే ఒకవేళ కంటెంట్ జాన్ర దొరికితే ఎవరైనా చేయొచ్చేమో ఒక పొటెన్షియాలిటీ ఉంటే అనేది ప్రూవ్ చేశాడు Chakri brother very nice to see you as this kind of film ఆలో చేయగలను అనే ఒకటి వచ్చింది అండ్ అలాగే అండ్ ఆర్టిస్ట్ని ఒక నుంచి చెప్పడం మొదలు పెడితే కొంతమందిని మర్చిపోయే ప్రమాదం ఉంది <laughs> అందుకే ఇప్పుడు స్టేజ్ షేర్ చేసుకున్న అందరూ దిస్ పులి మేకలో పార్టిసిపేట్ చేసిన పెద్ద ఆర్టిస్టుల దగ్గర నుంచి చివరి ఆర్టిస్టుల వరకు అందరికీ నా కంగ్రాచులేషన్స్ అండి మనస్ఫూర్తిగా my best wishes and thank you so much thank you everyone thank you thank you so much Shiva Nirvana garu for taking your time and coming here so ఇప్పుడు సాయి తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము at another successful project on Zee five Sai Tej garu please పాత్రికేయ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అలాగే వేదిక మీద ఉన్న పులి మేకా టీం అందరికీ కూడా congratulations for the whole Zee five team congrats Radha garu Suhas garu చాలా కష్టపడ్డారు మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనే చెప్పుకున్నాం మనము కొన వెంకట్ గారు అద్భుతమైన అడవిని సృష్టించారు అందులో ఎవరు ఎవరిని వేటాడతారో చూడాలంటే please subscribe to Zee five and watch it Aadi Sai Kumar గారు అండ్ లావణ్య గారు యూట్యూబ్లో కింద కామెంట్లు ట్రైలర్ కింద కామెంట్లని ఎవరు చంపారు ఎవరు చంపారు ఎవరు చంపారు అని వస్తుందండి అది ఎవరు చంపారో తెలియాలంటే ఎవరు కిల్లరో తెలియాలంటే please subscribe to Zee five and watch in Zee five that కామెంట్లలో చాలామంది ఆది గారు చంపారా లావణ్య గారు చంపారా ఎవరు చంపారో తెలియట్లేదు అంటున్నారు please watch and know the secret coming to Zee five సంక్రాంతికి సార్ పెద్ద హిట్ ఇచ్చారు సరిగ్గా నెల తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ ఇచ్చారు అదేమో సెవెంటీ ఎంఎం బ్లాక్ బస్టర్ ఇదేమో ఓటీటీ బ్లాక్ బస్టర్ ఇలాంటి బ్లాక్ బస్టర్లు ప్రతి నెల ఇస్తాం ప్రతి నెల మీకు సంక్రాంతిని చూపిస్తాం please subscribe to Zee five మళ్ళీ చెప్తున్నాం ఎంతోమంది కష్టం ఓటీటీలో ఇందాక చెప్తున్నట్టు కొత్త టెక్నీషియన్స్ కొత్త టాలెంట్ వస్తున్నారండి ఇది ఒక ఐపీఎల్లో మారిపోయింది ఎంతోమంది కష్టం ఉంది ఇక్కడ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అడ్డమైన బొమ్మల్లో చూడకండి please subscribe to Zee five and watch in Zee five don't be a pirate be a hero and morning నుంచి నెంబర్స్ చూస్తున్నామండి కంటిన్యూస్గా numbers are very high completion rate చాలా హైగా ఉంది we are very confident Pulimeka is going to be the trendsetter in Telugu OTT రంగం తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో పులి మేకా ట్రెండ్ సెటర్ అవుతుందని నమ్మకం నమ్మకంతో చెప్తున్నాము we are very happy thank you Kona garu మరెన్నో వెబ్ సిరీస్లు మీరు మాతో చేయాలి thank you so much thank you Sai Tej garu మీరు అందుకే ఆ పొజిషన్లో ఉన్నారండి you know how to attract audience thank you thank you so much and yes ఒకవైపు స్టంట్స్ స్ట్రెంగ్త్ నేను అందచేత మాడిచ్చాను నాకు పేమెంట్ ఒకసారి ప్రామిస్ సగం నాకు ఇవ్వండి అదే అందుకనే ఓకే ఇప్పుడు లావణ్య గురించి వీళ్ళిద్దరు గురించి చెప్పాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం పనిచేసిన హీరోస్ ఇన్ మూవీస్ నా first movie with Raviteja was Venky నా first movie with Mahesh Babu was Dookudu నా first movie with NTR was Adhurs అంటే నేను అందరికి చెప్తున్నా first movie with Vishnu Dhee నేను ఫస్ట్ టైం హీరో నేను రాసి హీరోస్కి అందరికీ బ్లాక్ బస్టర్సే అలాగే నేను ఫస్ట్ టైం వర్క్ చేసింది ఆదికి కూడా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది సో ఆ సెంటిమెంట్ కాబట్టి కంటిన్యూ అయింది అంటే ఇది ఇండైరెక్ట్గా హీరోలకి మెసేజ్ ఇస్తున్నాను సో నాతో పనిచేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం మీరు నన్ను హైర్ చేసుకోవచ్చు లైక్ ప్రభాస్ ఇంకా నేను చేయలేదు I think I covered almost everybody so కాబట్టి థ్యాంక్స్ అ లాట్ ఇంత పెద్ద మేము రియల్గానే నేను లిటరల్గా చూస్తున్నా యుఎస్ నుంచి డెన్వర్ నుంచి న్యూజెర్సీ నుంచి రాత్రి పొద్దున అండ్ ఆఖరికి మా హోమ్ టౌన్ బాపట్ల నాకు నా సక్సెస్ మెజర్ ఎనీ సినిమా నాకు ఫస్ట్ వచ్చేది బాపట్ల నుంచి వస్తుంటుంది అక్కడి నుంచి నా కోసం చాలా వాళ్ళ పాప వాళ్ళు సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నారు చాలామంది సో థ్యాంక్స్ లాట్ ఆడియన్స్ చూడండి తప్పకుండా చూడండి అమేజింగ్ టాలెంట్ ఎందుకంటే అందరు యాక్టర్స్ గురించి పేరు పేరు మాట్లాడడం కష్టం కానీ ఎక్స్ట్రాడినరీ ఎందుకంటే వీళ్ళు ఒక సీన్ పండాలంటే ఆ సీన్లో అది చిన్నదా పెద్ద కాదు ఒక్క ఒక wrong expression can screw up the whole scene అలాగే పర్ఫెక్ట్ యాక్టర్స్ని పిక్ చేసుకున్నాం చక్రి అండ్ మీ వాళ్ళు వాళ్ళు ఆ క్యారెక్టర్ ఎంతవరకు చేయాలో అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేశారు మై బేగ్ బిగ్ నేను వాళ్ళందరికీ నా మా సిరీస్లో పనిచేసిన ప్రతి యాక్టర్కి పేరు పేరున thanks a lot thanks a lot thanks a lot నా ఎట్ లావణ్య నేను ఆల్రెడీ చెప్పా so you been the biggest you know surprise you know for Pulimeka uh, ఎలా అయితే ఎందుకంటే ప్లస్ ఆదిలో నాకు చాలా మంది చేసింది ఏంటంటే మెసేజ్ ఒక ఇన్నోసెంట్గా ఉంటూ ఇంటెలిజెంట్గా ఉంటూ ఒక తండ్రికి మంచి కొడుగ్గా ఉంటూ ఒక మంచి ఇన్వెస్టిగేటర్గా ఛేదిస్తూ ఈ రెండు షేడ్స్ చేయడం చాలా కష్టము చాలా కన్విక్షన్ తోటి తను చేశాడు ప్రతి సీన్లో మీరు చూసే మీరు ఇప్పుడు చూసిన నథింగ్ మీరు ఫుల్ సిరీస్ చూస్తే చూడని వాళ్ళకి అర్థమవుతుంది తను చాలా హోంవర్క్ చేశాడని నాకు అర్థమైంది ప్రతి సీన్లో ప్రతి ఎక్స్ప్రెషన్ వెనకాల అది చాలా హోంవర్క్ ఉంది అలాగే లావణ్య ఎస్పెషలీ తను ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది ఎంత ఛాలెంజ్ తీసుకుందంటే ప్రతి సీను ఐఎమ్ షూర్ తను ముందే పంపించమని ఎవ్రీథింగ్ అంటే అందరూ హార్ట్కి తీసుకొని లైఫ్ అండ్ డెత్ అన్నట్టు ది ది బెస్ట్ ఇవ్వాలన్నట్టు తను చేసింది బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ వాళ్ళ Puli Meka it is what it is today and and my director Chakri amazing so తన ఐ తన ద్వారా ఇప్పుడు నేను రాసిన కథని తన ఐ ద్వారానే మేము చూసాం మీ అందరు చూస్తున్నారు థ్యాంక్స్ అలాట్ చక్రి ఇది సో దీంతో నాకు తెలిసి నువ్వు పర్మనెంట్గా ఓటీటీ డైరెక్టర్ అయిపోతాం చూసుకో సో అది సో థ్యాంక్స్ అలాట్ ఇప్పుడు చెప్పండి ఇచ్చేద్దాం మన లావణ్యకి <laughs> సిరి సిరి ఫస్ట్ మాట yeah Siri please thank you so much అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే ప్రివ్యూ చూడడానికి వచ్చిన గెస్ట్లందరికీ వన్ సార్ ఇంకా చమ్మక్ చంద్ర గారు అందరికీ థ్యాంక్ యూ so much Puli Meka web series release అయిపోయింది ఆల్రెడీ చాలామంది చూశారు ఇంకా ఎవరెవరైతే చూడలేదు ఎవరెవరైతే జీ ఫైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసేసుకొని చూసేయండి కోనా వెంకట్ సార్ గురించి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా అసలు చాలా తక్కువ బేసిక్గా ఆర్టిస్టులు కొంతమందికి ఏంటంటే క్యారెక్టర్ డిజైన్ అయిపోయిన తర్వాత ఎవరు సెట్ అవుతారు ఏంటి అని చూస్తారు బట్ సార్ మాత్రం నేను బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో ఉంటున్నప్పుడు నన్ను చూసి క్యారెక్టర్ రెడీ చేశానని నాకు కాల్ చేసి చెప్పారు సో సిరి చేస్తావా అంటే మీరు ఫోన్ చేసి అడగడమే ఎక్కువ ఇంకా చేస్తానే ఏంటి కథ విండాలి ఏం లేవు నేను చేస్తా ఫిక్స్ అయిపోండి అని చెప్పాను thank you so much for the great opportunity sir తర్వాత మా director Chakri garu he very cool and composed అసలు ఇక్కడ ఎంత కూల్గా కనిపిస్తున్నారు కదా సెట్లో ఏమైనా తేడా వస్తే ఎవరిని కొట్టేస్తారా అని ఇల్లు ఇలా భయపడిపోయే వాళ్ళం మేము అంత డెడికేటెడ్గా ఉంటారు థ్యాంక్ యూ చక్రి గారు అండ్ ఆది గారు ప్రేమ కావాలి టైంలోనే నాకు ఆది గారు అంటే చాలా ఇష్టం హీస్ వెరీ గుడ్ యాక్టర్ చాలా బాగా చేస్తారు అండ్ అలాగే లావణ్య గారు షీఈ్ ప్రిటీ స్వీట్ హాట్ అన్నీ అలానే తనలో ఎన్ని యాంగిల్స్ అయితే ఉన్నాయో తన యాక్టింగ్లో కూడా అంత వేరియేషన్స్ చూపించి చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ చాలామంది రాజా గారు భరణి గారు నోయల్ గారు మనకు కాంబో లేదు బట్ నెక్స్ట్ దాంట్లో చేద్దాం సో అందరికీ thank you thank you so much and thank you Pinky for coming here and thank you Kanna thank you Sri special thanks to you thank you so much then thank you Pallavi oh thank you Siri and yes so ఆబ్వియస్గా ఈ పులి మేకా ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా లావణ్య గారిని నాకు తెలిసి స్టంట్స్ విషయంలో ఆల్రెడీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చుంటాయి but the character has so much of strength vulnerability emotions అసలు huge range of emotions and వేరియేషన్స్ని చూపించడం జరిగింది కుడోస్ టు యూ అండ్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు for are Lavanya Tripathi garu and requesting you to please speak అందరికీ నమస్కారం మీడియా వాళ్ళకి చాలా thanks for the constant support all throughout the promotion of Puli Meka and already అందరికీ థ్యాంక్స్ చెప్పేశాను లాస్ట్ ప్రెస్ మీట్లో <laughs> కానీ for Kona sir for bringing this whole project together Chakri sir for being the most amazing person to work with and everyone and uh, okay i forgot something thanks all the guests for taking out time <laughs> and coming here today thank you so much And um, uh, ఈరోజు కంగ్రాచులేషన్స్ చెప్పాలి మన టీమ్కి congratulations to us everyone అందరూ చాలా బాగా బాగా యాక్ట్ చేశారు అండ్ నా అన్నయ్య పొద్దు నుంచే సాయంత్రం వరకు I think he was glue to the TV watching Pulimeka and he's a Hindi speaking person so that's the effect of Pulimeka so I just want to thank right నా Kona garu Chakri sir my whole team for giving their best and uh, especially Kona Garu for seeing me as Kiran Prabha and believing believing that I could do something like this, an action. ఆ యాంగిల్ నేను కూడా చూడలేను సో ఫస్ట్ టైం నేను కూడా చూసాను స్క్రీన్లో నాకు కొంచెం సిగ్గు కానీ for some reason I may I saw but just want thanks and congratulations my whole team and Zee and everyone thank you so much Thank you so much, Lavanya. Hope to see you in many more such wonderful roles and projects. Thank you so much. And yes, innocence and intelligence రెండింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు ఆది సాయి కుమార్ గారు అని చెప్పాలి ఆయన గురించి చెప్పలేదు కదా నేనే మర్చి Prabha Prabha last so it became habit so sorry and Aadi was wonderful you know at his character చాలా బాగా చేశారు అండ్ అన్నయ్యకి చాలా actually you know he reel like this performance so subtle and your apt and perfect for the character and thank you so much for doing it wonderful Aadi garu wonderful to see you in this beautiful role actually ఇలాంటి రోల్స్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయేమో అది కూడా హీరోగా ఉన్న ఒక పర్సనాలిటీకి సో అలాగా చాలా డిఫరెంట్గా కనిపించారు thank you so much for that and please thank you ముందుగా మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే పులి మేకర్ మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలా చాలా థ్యాంక్స్ అలానే ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వచ్చిన గెస్టులందరికీ అందరికీ thanks and thank you very much మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అన్ని చోట్ల నుంచి very happy and first I would like to thank ఎందుకంటే కోనా గారు నేను ఓటీటీలో టూ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక ఆఫర్ వచ్చింది బట్ అప్పట్లో ఏంటంటే చేయాలా వద్దా ఇంకా అప్పుడు లాక్డౌన్ రాలేదు అంటే కరెక్ట్గా నేను వద్దు అనుకునే టైంలో లాక్డౌన్ పడిపోయింది తర్వాత చేద్దాం అనుకున్న టైంలో కూడా ఏది మంచి ప్రాజెక్ట్ దొరకట్లేదు అలాంటి టైంలో కోనా గారు నాకు ఈ కథ కలుద్దామని చెప్పిన వెంటనే నేను I was excited and Kona garu ఈ నరేషన్ ఇచ్చిన వెంటనే నాకు బాగా నచ్చింది అంటే స్క్రిప్ట్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది అండ్ లావణ్య గారు హీరోయిన్ అన్నారు felt very happy and Chakri garu direction అన్నారు సో ఒక మంచి మంచి టీం అంత టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా మంచి మంచి వాళ్ళు యాక్టర్స్ కానీ యాక్ట్రసెస్ కానీ అందరూ కూడా మంచి టీము సో ఒక బ్యూటిఫుల్ డెబ్యూ అనిపించింది అండ్ చేయడం జరిగింది and I would like to thank Zee five for giving me this wonderful opportunity Radha garu కానీ అలాగే అందరూ అందరికీ చాలా thanks for giving me this opportunity and నిన్న యుఎస్లో మా వైఫ్ వాళ్ళ రిలేటివ్స్ చాలామంది చూశారనమాట సిరీస్ని చాలా బాగుంది మొత్తం కంప్లీట్ చేసేసారు సో ఎవరు చూసినా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ చేశారు మా మామ్ మధ్యాహ్నం చూసింది టూ ఓ క్లాక్కి five o'clock two o'clock అంటే one o'clock lunch before start చేసింది తర్వాత లంచ్ చేసింది తర్వాత ఫైవ్ ఓ క్లాక్కి షీ కాల్ మీ చాలా బాగుంది లాస్ట్ ఎపిసోడ్లో ఉన్నాను చాలా థ్రిల్లింగ్గా ఉంది అని చెప్పింది సో జనరల్గా అంటే ఎవరు చూసినా కూడా స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు లాస్ట్ వర్క్ చూస్తున్నారు కానీ ఎవరు ఆపట్లేదు సో అదైతే కన్ఫామ్డ్గా జరుగుతుంది అది జెన్యున్గా జరుగుతుంది ఇది మా వెబ్ సిరీస్ అని కాదు నేను చెప్పట్లేదు అది జెన్యున్గా జరుగుతుంది అండ్ లావణ్య చాలా చాలా బాగా చేసింది అండ్ ఐ మెసేజ్ డర్ ఆల్సో నిన్న నైట్ చూశాను నేను ఫైట్స్ కానీ అన్నీ కూడా తన హోంవర్క్ కనిపి కనిపించింది అలానే Siri she performed very well and Raja కానీ అలాగే అందరూ రాజా తన బ్రదర్ క్యారెక్టర్ రాజా చేసిన వాళ్ళు కానీ అందరూ ఆల్ నో నోయల్ కానీ everyone everyone did very very well so congratulations అందరూ మా ఫాదర్ చేసిన కానీ అందరూ అందరూ కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ చేయాలని చేసాం అండ్ తప్పకుండా ఇంకోటి వెబ్ సిరీస్లో కోనాగారి స్టైల్లో ఫ్యామిలీస్ హ్యాపీగా చూడొచ్చు ఇది అంటే ఎక్కడా కూడా ఫ్యామిలీ ఇది కానీ అది కానీ మొత్తం వెబ్ సిరీస్ చిన్నపిల్లలు కూడా హ్యాపీగా చూడొచ్చు అక్కడక్కడ వన్ టూ వర్డ్స్ తప్ప అది మ్యూట్ చేసేసుకొని హండ్రెడ్ పర్సెంట్ అది కూడా ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా చూసేసే వెబ్ సిరీస్ ఇది ఎక్కడ వల్గారిటీ ఉండదు ఎక్కడ ఏది ఉండదు చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా వెళ్ళిపోయే వెబ్ సిరీస్ ఇది సో తప్పకుండా families kids youth all all age వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ తప్పకుండా నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను చూసిన తర్వాత నాకు అనిపించింది మీరు కూడా చూడండి and wonderful job by Chakri and my music Praveen re recording కూడా చాలా బాగుంది సో ఎవ్రీథింగ్ అన్నీ కుదిరింది and thank again once again కోనగారు and Chakri for this opportunity thank you thank you very much thank you thank you so much Aadi garu ఈ ఓటీటీ స్పేస్లో కూడా ఇంకా మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఆది గారు చెప్పినట్టుగా ఈ uh, పులి మేకా వెబ్ సిరీస్లో నిజంగా మంచి ఫ్యామిలీ ఇమోషన్స్ కూడా ఉన్నాయండి ఐ హోప్ అందరూ కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ కూర్చుని చూడొచ్చు అనమాట సో బింజ్ వాచ్ చేసేయండి ఆలస్యం చేయకుండా జీ ఫైవ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని thank you so much in fact congratulations to the whole team of Puli Meka and to the whole team of Zee five congratulations on this success thank you thank you so much కొనగారు మీరు ఇంకేమైనా ఫైనల్ టచ్ ను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ యా మా జీ ఫైవ్ ఒక ట్యాగ్ లైన్ ఉంది సార్ జీ ఫైవ్ చూస్తూనే ఉండిపోతారు పులి మేకతో అది నిజమైంది ఓపెన్ చేసిన వాళ్ళందరూ చూస్తూనే ఉండిపోతున్నారు నేను ఒకసారి జీ ఫైవ్ అంటే మీరు అందరూ చూస్తూనే ఉండిపోతారు అన్నారు సరేనా ready steady one two three Zee five sir Puli Meka బయట అంతా వాయిస్ చేస్తుంది మీరు వాళ్ళ మెల్లగా చెప్తే సార్ కొంచెం గట్టిగా జీ ఫైవ్ సార్ పులి మేక సార్ వేటాడుతుంది సార్ పులి బయట ఇంకొంచెం గట్టిగా లేదు సేమ్ కొంచెం గట్టిగా చెప్పండి Puli Meka Zee five thank you so much okay so అసలు మా మామూలు స్ట్రాటజీ కాదు ఇది సాయి తేజ్ గారు సాయి తేజ్ గారు పులి మేక ప్రమోషన్కి రాలేదు జీపే ప్రమోషన్కి వచ్చారు అర్థమైంది thank you thank you so much everybody and special thanks to our directors ఇక్కడికి విచ్చేసి ప్రీమియర్ చూసి మీ ఒపీనియన్ని రివ్యూని కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్